నన్ను వదిలేయండి నువ్వు మస్త అదృష్టవంతురాలివి నీకు పెళ్లి యోగం లేదు కానీ మాతో వేయించుకునే యోగం ఉంది మస్త ఎంజాయ్ చేసుకో మీ చెల్లెల్ని అనుకుని వదిలేయండి అన్న ఏయ్ మాకు చెల్లి తల్లి అక్క అనే సెంటిమెంట్స్ లేవు ఏ ఆడదైనా ఒకటే అదుంటే చాలు మీకు దండం పెడతా ప్లీజ్ నన్ను వదిలేయండి వేటాడి తెచ్చుకున్న లేడి పిల్లని వదిలేస్తుందా ఓపెన్ చేయన్నా చేయరా నైనా అమ్మాయినైనా నువ్వే ఓపెన్ చేయాలన్నా మీకు బ్రతకాలనుంటే నన్ను వదిలేయండి ఒకవేళ నన్ను రేప్ చేస్తే మీ చావును మీరు కొని తెచ్చుకున్నట్టే ఏ లంజ కొడుకే మమ్మల్ని పట్టుకున్నది అమ్మనవే పేపర్లలో టీవీల్లో చూడడం లేదా నిర్భయని రేప్ చేసిన వాళ్ళకి ఉరిశిక్ష పడింది దిశాని రేప్ చేసిన వాళ్ళు ఎన్కౌంటర్ అయ్యారు అలాగే మీరు చావాలనుకుంటే నన్ను రేప్ చేయండి మేము ఇప్పటి వరకు ఎంతో మంది రేప్ చేసి చంపేశాం no case no evidence only missing case మీరు నన్ను రేప్ చేయాలనుకుంటే మీకు ఇదే చివరి రేప్ ఇంకొక రేప్ చేయడానికి మీరుండరు అమ్మా సైలెంట్గా ఉంటే రేప్ చేసి చంపేస్తాం లేదంటే చంపేసి రేప్ చేస్తాం పుస్తకాలు తీసుకెళ్ళి మూసీ నదిలో నిమజ్జనం చేద్దాం దాన్ని అస్సలు వదిలేదురా చందు దాని పక్కన నుండి వెళ్ళు దాని స్కూట్కి అడ్డం పెట్టారే అడ్డం పెట్టావు పట్టుకుంటా <laughs> అందుకేరా ఈ ప్రేమించుడు పటాయించుడు మనకి సెట్ కాదు దొరికిన దాన్ని తెచ్చామా ఏషమా ఏషమా అంతే కేల్కతం దుకాన్ బాన్ <laughs> ఏంటది అన్నా పెప్పర్ స్ప్రే అన్నా <laughs> స్టార్ట్ చేద్దరు నేనవునన్నా కాదన్నా ఎలాగైనా నన్ను రేప్ చేస్తారు అలాంటప్పుడు నేను ప్రతిఘటించడం పారిపోవడం వేస్ట్ కదా అందుకే పురుషగ్గా ఎంజాయ్ చేద్దాం ఏయ్ ఏమంటున్నావు అరే బాడ్కౌ కోఆపరేట్ చేస్తాను ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అంటున్నా ఒకేసారి నలుగురితో పైగా మీలాంటి మాస్ గళ్ళతో ఎంజాయ్ చేస్తే అబ్బా ఆ కిక్కే వీరు అయినా అమ్మాయిని బలవంతంగా రేప్ చేయడంలో ఏముంటుంది చెప్పండి అదే గనక అమ్మాయి కోఆపరేట్ చేస్తే స్వర్గాన్ని చూడొచ్చు నాకు తెలిసి మీరింతవరకు అలాంటి స్వర్గాన్ని చూసుండరు పొయ్యి మీద ఉడికి ఉడకని అన్నం ఎంత తింటే మాత్రం ఏం తృప్తినిస్తుంది చెప్పండి అదే కనుక వడ్డించిన పంచపక్ష పరమ అన్నం ఒక్కసారి తింటే చాలు కానీ ఒక్క కండిషన్ నా ఫోటోలు వీడియోలు తీసి నన్ను అల్లరి చేయొద్దు నేను కూడా మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వను ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక మీరెవరో నేనెవరో ఈ డీల్ మీకు ఓకే అయితే ప్రొసీడ్ అవుదాం మాకు ఈ డీల్ ఓకే ఓకే కానీ మీ నలుగురిని భరించాలంటే నాకున్న శక్తి సరిపోదు అందుకే నాకు మందు కావాలి రేయ్ శేఖరం గడి కొట్టుకెళ్ళి మంది తీసుకురా అలాగేనా అలాగే ఒక గ్రామ్ మాల్ కూడా తీసుకో అన్నా అసలు అలాగే నువ్వు వస్తేనే మాల్ ఇస్తాడన్నా ప్లీజ్ ప్లీజ్ నాకు కూడా కావాలి దాన్ని టేస్ట్ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ప్లీజ్ ప్లీజ్ నాకు కూడా కావాలి ప్లీజ్ తీసుకో తీసుకో ఈరోజు దావత్ నాది పెద్దదానివి మగాణ్ణి ఎదిరించగలవా ఈ నుండి తప్పించుకోలేవు ఎందుకంటే ఈ ప్లేస్ యాడుందో ఎవ్వనికి తెలీదు ఒకవేళ నువ్వు తప్పించుకున్నా కూడా ఈ అడవిలో దారి కనుక్కోలేవు రే చందు బాత్రూమ్కి వెళ్ళొస్తా ఇది జాగ్రత్త ఇంకేంటి ఐ లవ్ యూ ఏయ్ ఏంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఏయ్ మాకి ప్రేమ గేమ్ అజ్జంతనే దొరికిన అమ్మాయిని కిడ్నాప్ చేసామా రేప్ చేసామా చంపేశామా అంతే మా పని రే పాగల్ అసలు నీకు లవ్ అంటే ఏంటో తెలుసా మీ నలుగురిలో నువ్వు ఒక్కడివే బాగున్నావు గుబురుగా పెరిగిన నీ గడ్డం నీ హెయిర్ స్టైల్ నీ కళ్ళు ఆ చూపు అచ్చం బాహుబలి సినిమాలో రానాలా ఉన్నావు ఏ అమ్మాయినా నీలాంటి మగాన్ని ప్రేమించాలనుకుంటుంది ఒక అమ్మాయి ఇష్టపడి మనస్ఫూర్తిగా తన శరీరాన్ని ఇస్తే ఆ సుఖం ఎలా ఉంటుందో తెలుసా ఎప్పుడైనా ఆ సుఖాన్ని అనుభవించావా సెక్స్ అంటే బలవంతంగా లాక్కునేది కాదు ఒకరినొకరు రెచ్చగొట్టుకోవాలి నువ్వా నేనా అని పోటీ పడాలి ఇద్దరూ కలిసి అలిసిపోయేదాకా పోరాడి పోరాడి చెమటోడ్చి చివరికి గెలిస్తే ఆ సుఖం ఎలా ఉంటుందో తెలుసా సెక్స్ పశువులు చేసుకుంటే కుక్కలు చేసుకుంటాయి కానీ వాటికి మనకి తేడా లేదా సరే నీకు నా శరీరమే కావాలంటే ఇప్పుడే ఇక్కడే నన్ను రేప్ చేసుకో కానీ నా మనసు కూడా కావాలనుకుంటే నన్ను ప్రేమించు కిరణ్ ఫీల్ అంటే నీకు ఒక క్యారెక్టర్ లేదా నీకంటూ ఒక లైఫ్ లేదా ఎవరో ఫీల్ అవుతారని మన ప్రేమను వదిలేస్తావా చెప్పు నీకు నేను కావాలా వాళ్ళు కావాలా వాళ్ళే వాళ్ళు కావాలి నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఇంతకంటే నగ్నంగా చెప్పలేనురా I love you Chandu I love you thank you సమాజ్లో పెళ్లి చేసుకొని హనీమూన్కి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేద్దాం చందు రే చందు చందు అరే సాలే ఎక్కడున్నావు బే లిఫ్ట్ చేయి లిఫ్ట్ చేయి లిఫ్ట్ చేయి లిఫ్ట్ చేయరా ఫోను రే లంజా కొడుకు లిఫ్ట్ చేయరా ఫోను రే చందు ఎక్కడికి వెళ్ళావు సాలే సాలేగా ఫోన్ లిఫ్ట్ చేయరా ఫోన్ లిఫ్ట్ చేయరా ఫోన్ లిఫ్ట్ చేయరా బే రే చందు రే చందు ఎక్కడికి వెళ్ళావు సాలేగా చందు గిరన్న గిరన్న గిరన్న ప్రతిదీ తనకి చెప్పాలా మాకేం కావాలన్నా గిరన్నే చూసుకుంటాడు అందుకే గిరన్నకు తెలియకుండా ఏదీ చేయం చందు నా బాడీకి తొందరగా సెప్టిక్ అవుతుంది పద హాస్పిటల్కి వెళ్దాం గిరణ్ వచ్చేస్తుంటాడు చెప్పేసి వెళ్దాం చందు ఎక్కడికి వెళ్ళావు బే అరే చందుగా అరే సాలే ఎక్కడికి వెళ్ళావు బే చందు లిఫ్ట్ చేయి లిఫ్ట్ చేయి లిఫ్ట్ చేయరా ఫోను అవును చందు నీకు పిల్లలంటే ఇష్టమా ఓ చాలా ఇష్టం అయితే ఎంతమందిని కందాం <laughs> నలుగురు నా వల్ల కాదు బాబు ఇద్దరు చాలు <laughs> అలా అయితే ఒక బాబు ఒక పాప అవును చందు నేనందంగా ఉంటానా చాలా అందంగా ఉంటావు మేమెంతో మందిని రేప్ చేశాం కానీ నీవి చూడగానే <laughs> నా తిమాకే దుబ్బింది దీనికే నువ్వు ఇలా అంటున్నావంటే మన ఫస్ట్ నైట్ రోజు నన్ను న్యూట్గా చూస్తే నీ గుండె ఆగిపోతుందేమో అవును మరి ఇంతందాన్ని నువ్వే అనుభవిస్తావా లేక నీ ఫ్రెండ్స్ కూడా పంచుతావా నోనో నేను ఒక్కడనే అనుభవిస్తాను నీ జోలికి వస్తే చంపేస్తాను బాయ్ ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి నాకెందుకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది మనం సిటీకి వెళ్దాం చందు కావాలంటే మీ గిరణ్కి సిటీకి వెళ్ళాక ఫోన్ చేసి చెప్దాంలే రే హౌలే కిందండు కీడేం పిక్తున్నావు బే మేము ప్రేమించుకుంటున్నాం నీకేమైనా పిచ్చి పట్టిందరా గిరణకి తెలిస్తే చంపేస్తాడు చందు వాళ్ళు నిజంగానే చంపేస్తారు పద వెళ్ళిపోదాం ఏంట్రా చూస్తున్నావు వెళ్ళిపోతావా నా కలరి పట్టుకుంటారా ఇక్కడి నుంచి తప్పించుకోలేవే రా లోపలికి ఏం చేద్దాం డ్రింక్ చేశాక ఈ లోకే అనుకున్నాంగా మళ్ళీ పారిపోతావే నేనేం సిటీకి పారిపోవడం లేదు చందుని పరిసరాలు చూపించమన్నాను కుదరదన్నాడు నేనే చూస్తుంటే వెంటపడ్డాడు ఇది డేంజరస్ ప్లేస్ బయట క్రూరమగాలు ఉంటాయి రా తాగుతావా Cheers. Cheers. అవును శివేర్రా బాత్రూమ్ బయటికి వెళ్ళాడు బాత్రూమ్కి వెళ్ళి బయటికి వెళ్ళాడు అయినా ఇప్పుడు ఎందుకు వెళ్ళాడు కూడెంలో గూడెంలో అడిగి మోసం తీసుకొద్దా అని వెళ్ళాడు నాకు చెప్పకుండా ఎక్కడికి పోడే ఒకసారి కాల్ చేయి నాట్ రీచబుల్ వస్తుందానా అంటే ఫారెస్ట్ కదా అందుకే నాట్ రీచబుల్ వస్తుండొచ్చు నేను చేసే రింగ్ అవుతుంది కదా బే ఒక్కొక్కసారి ఫారెస్ట్లో ఫోన్ పనిచేయదు నా కొడుకు ఫోన్ లిఫ్ట్ చేయడంటానా వస్తున్నాడేమో శివగాడి ఫోన్ అన్నా అన్నా శివాడు చచ్చిపోయాడన్నా శివాడు చనిపోయే ముందు చందువాడికి పదహారు సార్లు కాల్ చేశాడన్నా ఒకసారి కాల్ చేయి అన్నా చందుగాడు ఏ జ కొడక శివగడిని ఎందుకు చంపారా మా ప్రేమ కట్టు చెప్పాడన్నా అందుకే కొడుకుని కొట్టి చంపేశా అన్నా మనం ఎంతో మందిని రేప్ చేసి చంపేశాం కానీ దీన్ని నేను ప్రేమిస్తున్నాను షాది కూడా చేసుకుంటానా వదిలేండి అన్నా మీకు కావాలంటే ఇంకో దాన్ని కిడ్నాప్ చేయడానికి నేను హెల్ప్ చేస్తాను మహేంద్ర హౌలే నీకు అలా కొత్తగా ప్రేమ అంటున్నావు షాది అంటున్నావు శంక నాకిపోతావు ఏం కాదన్నా హనీమూన్ కూడా ప్లాన్ చేసుకున్నాం ఇద్దరు పిల్లలు కూడా కలాలనుకున్నాం నువ్వు పెద్ద పీకుడుగాడు అని ప్రేమించిందా అసలు నీలో ఏముందన్నా ప్రేమించి నీకి నా మాసులకు గుబురి కట్టం నా హెయిర్ స్టైలు నా కళ్ళు అచ్చం బాహుబలి సినిమాలో రానలాగా ఉంటా కదన్నా అరే తింగర్ నా కొడుక ఆ చెప్తే నమ్మేస్తావా ఇదేమన్నా సైన్మా అనుకుంటున్నావా నీ మాసులకు చూసి నీ వెంట పడి నీకి లేదు చందు నేను నిన్ను నిజంగానే లవ్ చేస్తున్నాను ఇప్పుడైనా నమ్ముతావా అన్నా అన్నా ఈ ముండా కొడుకు దాని మత్తులో ఉన్నాడు ఇప్పుడేం చెప్పినా ఈ నా కొడుకు ఎక్కదు అయితే వీడి ముందే దీన్ని రేప్ చేద్దాం జరుగుబే దాన్ని ముట్టుకుంటే శివగాళ్ళగా మీరు చచ్చిపోతారు అమ్మ చచ్చేది మేం కాదురా నువ్వు చిందో ఆగు చిందో ఎక్కడ వీళ్ళకి చూడరా అటు దారలేదు కొడుకు మొదలేదు తిరుపతి అటెల్లాను ఓకే Ah, ah, Yes! కదా చందు ఏం కాలేదు కదా ho ho ho ho ప్రేమ అనేది లేదురా అది కేవలం అవసరాల కోసం ఆడే ఒక ఆయుధం ప్రేమ అనేది అదొక అబద్ధం అదొక ట్రాష్ ఇదుందే దీని ప్రేమ కూడా అబద్ధం లేదు నా ప్రేమ నిజం రే దేడ్ది మా ప్రేమ పేరుతో నిన్ను అడ్డం పెట్టుకొని శివగాడిని నాయకాన్ని చంపించిందిరా ఇప్పుడు నన్ను కూడా చంపమంటది చంపేస్తావరా చిన్నప్పటి నుంచి మనం ఎన్ని దొంగతనాలు చేసాం ఎన్ని మట్టర్లు చేసాం ఎన్ని రేపులు చేసాం అలాంటిది గంటలో పరిచయమైన దీనికోసం ఇంత చేస్తావారా రే చందుగా ప్రేమిస్తే రోజు ఒకే అమ్మాయి మళ్ళాగా రేపులు చేసేవాళ్ళకి రోజుకో అమ్మాయి నువ్వు దీన్ని ప్రేమిస్తే నీకు నచ్చిన అమ్మాయిని రేపు చేయనిస్తుందా చెప్పు లేదు చందు అతని మాటలు నమ్మకు నాలాంటి అందమైన అమ్మాయి నీకు దొరికిందని అతనికి జలసి రే మొద్దునా కొడక ఇంత వెళ్తే షాదీ చేస్తారనుకున్నావా ఒక్కలో దోసి గుత్త మగలు మా అమ్మ నల్లని నేను ఒప్పిస్తాను నువ్వు అరెస్ట్ కాకుండా నేను కాపాడుకుంటాను నన్ను నమ్ము రే దేట్ దిమాగ్ నువ్వు అనుకుంటున్నట్టు అది నేను ప్రేమిస్తుందే అనుకుందాం నువ్వు ఇక్కడ కాకుండా ఆఫీస్లోనూ రోడ్డు మీద తగిలింటే అది నిన్ను దేకేదా నిన్ను దేకేదా ఇక్కడ దేగుతుందంటే అది మన నుంచి తప్పించుకొని ఇక నాటకాలు దెంగుతుందిరా లేదు చందు నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాను నీ మీద ఒట్టు రే కావాలంటే దీన్ని ఒక్కడవే ఎంజాయ్ చేయి దీనికోసం మన ఫ్రెండ్స్ని కూడా చంపేశావు వాళ్ళ ఆత్మశాంతి కలగాలంటే దీన్ని ఇప్పుడే ఇక్కడే రేప్ చేసి చంపేయి కిరణ్ దా దీన్ని రేప్ చేసి చంపేద్దాం ఆగమే చంపేస్తా ఎలా కావాలన్నా నన్ను అనుభవించచ్చు అది నీ హక్కురా ఎందుకంటే ఈ అందం నీది ఈ శరీరం నీది ఐమ్ యువర్స్ ప్రాపర్టీ నా ప్రేమ నిజమో కాదో ఒక్కసారి నీ మనసును అడిగి చూడరా పూరా పాగల్ నా మీద నమ్మకం లేనప్పుడు నా ప్రేమ నిజమని అర్థం చేసుకోలేనప్పుడు నేనెందుకు నిన్ను ప్రేమించాలి I hate you I hate you I hate you లేదు ఐ లవ్ యు అబ్బా అబ్బా అబ్బా అబ్బా అబ్బా సూపర్ ఖతర్నాక్ నువ్వు మహానటివే ఐదు నిమిషాల గ్యాప్లో ఈ నా కొడుకుని మళ్ళీ ప్రేమలో పడేసావు మీ ఆడవాళ్ళు గ్రేటే మీరు తలుచుకుంటే ఒక్క ఫ్రెండ్స్నేంటి అన్నదమ్ముల్ని తండ్రి కొడుకుల్ని ఎవరినైనా చెడదింగుతారు చ ఈ సాలేగడికి ఎంత చెప్పినా వేస్ట్ అందుకే వీడి ముందే నిన్ను రేప్ చేస్తా చందు ఈ లంచా కొడుకు నీ ముందే నీ గర్ల్ ఫ్రెండ్ ని రేప్ చేస్తాడట నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తుంటే ఈ చంపి నా మెళ్ళో తాలికట్టు సూపర్ రే గిరి నువ్వు ఒక అప్పకి పుట్టుంటే నువ్వు మగాడివే అయితే నా బాయ్ ఫ్రెండ్ ని చంపే అప్పుడు నేనే నీతో పడుకుంటాను ఇదే నా ఛాలెంజ్ అమ్మ నీ ఛాలెంజ్ నాకు అర్థమైందే ఈ తింగర్ నా కొడుక్కే అర్థం కావట్లా రారా ముందు నిన్నేసి తర్వాత దీన్నేస్తా చందు త్వరగా ఫినిష్ చేయి వెళ్దాం అమ్మా చందు చందు ఏయ్ తాడిలా పెరగడం కాదురా దమ్ముండాలి చందు చెప్పే కదా వాణ్ణేసి నిన్నేస్తా అని ఇప్పుడు నువ్వే వచ్చి పడుకుంటావా లేదా నన్ను రేప్ చేయమంటావా Chandu Janani I love you రే లంజా కొడుక నిజంగానే నిన్ను లవ్ చేస్తున్నాను అనుకున్నావా నో నీ నుంచి తప్పించుకోవడానికి నాటకమాడా మరి నా అందాల్ని చూపించానంటావా మేం పనులు చేసుకునేటప్పుడు పిల్లలకి పాలిచ్చేటప్పుడు మీలాంటి కామాందులు దొంగచాటుగా మా అందాల్ని చూసి కర్కశానందాన్ని పొందుతారు అలా అనుకొని నిన్ను నమ్మించడం కోసమే నా అందాల్ని చూపించా మేం బస్సుల్లోనో రేషన్ షాప్ లాంటి ప్లేసుల్లో క్యూలో నిలబడ్డప్పుడు మీలాంటి మద పిచ్చిగాళ్ళు మా శరీరాన్ని తాకుతూ ఉన్మాదానందాన్ని పొందుతారు దానివల్ల మాకు ఎలాంటి ఫీలింగ్ ఉండదు అలా అనుకొని నిన్ను లొంగ తీసుకోవడానికి నా అందాల్ని నీ చేతులతో టచ్ చేయించుకున్నాను ఇలాంటి వాటికే మా ఆడల శీలం పోతుందనుకుంటే ఈ ప్రపంచంలో ఏ ఆడది కూడా శీలంతో ఉండదురా ఎందుకంటే చిన్నప్పుడు పక్కింటోడో ఎదిరింటోడో ఆడిస్తానని మా శరీరంలో తగలకూడని ప్రదేశాలు తాకుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతారు చదువుకోవడానికి స్కూల్కి వెళ్తే ఆటో ఓడో స్కూల్ టీచరో డ్రైవరో వార్డెనో ఏదో ఒక వంకతో మా మర్మంగాల్ని తాకుతూ సాడిజానందాన్ని పొందుతారు కాలేజీల్లోనో జాబ్ చేసే ఆఫీసుల్లోనో ప్రేమ పేరుతో ప్రలోభ పెట్టి మీలాంటి దుర్మార్గులు మమ్మల్ని లొంగ తీసుకొని మోసంతో అనుభవిస్తారు ఇలా ఒక ఆడపిల్ల పుట్టి పెరిగి చదివి ఉద్యోగం చేసి చివరకు పెళ్లి చేసుకునే లోపు మీలాంటి కామాందుల చేతులు ఎక్కడో ఒక చోట తన మానాన్ని పోగొట్టుకుంటుంది అంత మాత్రాన మా శీలం పోయినట్టేనా నో అందుకే మీ నుంచి తప్పించుకోవడానికి నీతో సెక్స్ చేయడానికి కూడా ప్రిపేర్ అయ్యా అంత మాత్రాన నా శీలం పోతుందా నో ఆడదానికి మానం గొప్పదే ప్రాణం ఇంకా గొప్పది ప్రాణం పోయినా సరే మానం కాపాడుకోవాలి ఇది ఒకప్పటి మాట మానం పోయినా సరే ప్రాణం కాపాడుకోవాలి ఇది నేటి మాట నా మాట అందుకే ఒక్కసారి మానం ఇచ్చైనా సరే ప్రాణం కాపాడుకోవాలనుకున్నా అది తప్పు కాదు అసలు తప్పే లేదు ఎందుకంటే నాకు కెరియర్ ఉంది నాకు ఫ్యూచర్ ఉంది నాకు జీవితం ఉంది నా ఒక ఫ్యామిలీ ఉంది లేరా లే అయినా ఐదు నిమిషాలు సెక్స్ చేసి కడుక్కుంటే పోతుందనుకుంటే ఏ ఆడది చావదురా రేప్ చేసుకోండిరా అని నాలాగా పర్మిషన్ ఇస్తే ఏ ఆడది మీ రేపిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోదురా ప్రేమ పేరుతో ఆశ చూపి నిన్ను మోసం చేశానని ఫీల్ అవుతున్నావా మరి గిరి మాటలు విని మళ్ళీ నన్ను రేప్ చేయడానికి ప్రయత్నించావు కదరా అది మోసం కాదా ఎలాంటి పాపం తెలియని నన్ను రేప్ చేయడానికి ప్రయత్నించారు కదరా అది నేరం కాదా మీకెలాంటి హాని చేయని నన్ను చంపిన జీవితాన్ని నాశనం చేయాలనుకోవడం దుర్మార్గం కాదా ఇన్ని చేయాలనుకున్న నిన్ను ఒక్క ప్రేమ పేరుతో మోసం చేస్తే తప్పేంటి మీరు ప్లాన్తో నన్ను రేప్ చేసి చంపాలనుకున్నారు దానికి రివర్స్ ప్లాన్ వేసి మీ నుంచి తప్పించుకోవాలనుకున్నాను ఈ గేమ్లో మీరు ఓడిపోయారు నేను గెలిచాను ఇది నాలాంటి అమ్మాయిలకి పాఠం మీ ఇలాంటి రేపిస్ట్లకి గుణపాఠం రే భార్య పర్మిషన్ లేకుండా భర్త కూడా టచ్ చేయకూడదని చట్టంలో ఉంది అలాంటిది మా పర్మిషన్ లేకుండా మా ప్రమేయం లేకుండా మా విలువైన శీలాన్ని టచ్ చేయడానికి మీరెవర్రా లేరా లేరా లే ఇప్పుడు టచ్ చేయరా ఇప్పుడు టచ్ చేయి ఇప్పుడు టచ్ చేయరా లే లే ఇది ఉండడం వల్లే కదరా రేప్ చేయాలనిపిస్తుంది మీకు అందుకే దీన్ని మీరు రేప్ చేసి చంపేసిన ప్రతి అమ్మ ఇలాగే అడుగుంటుందిగా మరి వదిలేసారా ఒక్కసారి గుర్తు తెచ్చుకో వాళ్ళవి ప్రాణాలు కావా వాళ్ళవి జీవితాలు కావా మొదటి అమ్మాయి నాలాగా ఆలోచించుంటే ఇప్పుడు మీ చేతిలో మిగతా అమ్మాయిల ప్రాణాలు పోయుండేవి కావు ఇప్పుడు నీ మీద జాలి దయ చూపి నిన్ను వదిలేయడం అంటే బావి భారత ఆడపిల్లల జీవితాల్ని నాశనం చేయడమే అలాంటి దేశద్రోహం నేను చేయను అందుకే